తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణికోణం మండలం కందికుప్ప గండి పల్లంకుర్రు పలుస్తిపార్ మరియు బీ రోడ్డు మరమ్మత్తు పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ భూమి పూజ చేశారు కందికుప్ప పల్లంకూరు గ్రామాల్లో ఆయా సర్పంచ్ల చల్లగల వెంకటలక్ష్మి నాతి అలివేణి అధ్యక్షత జరిగిన కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు తీతనే కదా నమస్తే మహాలక్ష్మీ దేవి మహావం సరస్వత్యే మహావం గణాంతవా గణపతిం నమామే కవింగ వేణావృష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణా या फर्णीर्या पुष्पान बृहस्पति प्रचोदहस्तान मंचंद्र अलम मनोरमण पुत्र भौत्र प्रवचनम यस्मात् यस्मात् एवं मे च अतः शान्तं प्रयच्छ मे वं बलदान पक्ष संपूर्ण सकल बलावा त्रस्तवम या फर्णीर्या फलापुष्पा भूदेवी महावम न भूमिर्भुवनाच समहित्वावस्ते देवी दे ग्रहण दे आयंगो मुस्क्रमे दश नन्मातरं पुनः पितरं च प्रियं शुभः रघुं श्रद्धां राजदेवात्मकं श्रेय प्रत्यक्षवः जिवेः گو میتنی دی وسندر سیادی واسکے موت پیتنا ہو مہادی नमामि वल्लभाम् धनोत्तरात्मः सर्वहस्ते नमः तन्नो धर प्रचोदयात् वेदारङ्ग्य प्रयोगसमहाचकं सत्तावराजते वाक्पतङ्गाहिष्टे प्रत्यत्यवहज्यवः अस्य प्राणादपानित्यं दैत्यरचना व्यक्षन्महितस्तवः भक्त्वा कृतः परावपामन्यना समच्चारकल्पमग्रे दत्तव परस्वती भयावते यत्ते बृहस्पतिस्तरतामन्ना विश्वे देवतां सप्तदे